అంటే పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను వెహికల్ పేరు తగ్గిండి అది వెహికల్ నువ్వే మళ్ళా నాకు కిల్స్ మూడు వచ్చినాయి అంటే నాతో పాటు <laughs> మొత్తం నాలుగు కిల్లులు నీకు కలిసినా మొత్తం నాలుగు నా కిల్లుతో పాటు అమ్మ వేరే వస్తువు ఒకడు దిగుతున్నాడు వీడిని పండబెట్టి నరకాలి అట్లానే గన్ను తీసుకోండి మొత్తం వేరు వానికి నేను షార్ట్ కొట్టినాను ఇక ఫస్ట్ టోన్కే షార్ట్ పడింది వాడు ఎందుకు నాకు కాలేదో నాకు మొత్తం దింగ యాట్ నుండి కొట్టాడు కూడా వెళ్ళవా వా నెమ్మది దింగ యాడ్ పైన ఉన్నాడు డార్లింగ్ ఎట్టు ఇక్కడ కార్నర్ ఉంటే యాట్ నుండి కొట్టాడు కూడా అర్థం కల ఏ లేగో నీ అమ్మ బ్రో రా బ్రో ఈ ముందర ఉన్నాడు బ్రో హీల్ గా బ్రో ఆ, వెళ్ళిపోదాం పదండి ఉన్నాడు అక్కడ పద పద Mark the location. యో నేను నేను బ్రో ఇంకా ఉన్నారు బ్రో యో, స్వామి వాళ్ళ ఇది యా. బాట్లు బెస్ట్ వీడు ఎనిమి బెస్ట్ ఎన్ని అక్కడికి వెళ్ళాలని ప్లేయర్లు ఇంకోడు మూడు ప్లేయర్లు ముగ్గురిని ముగ్గురిని నేను కొట్టినా ముగ్గురిని తీసుకుంటే ముగ్గురు